హలలుయ మన ప్రభు అయిన త్వరగా ఉన్న సుక్రీస్తు నామంలో ఈ ప్రత్యేకమైన ప్రార్థనకి ఈ రాత్రి సిద్ధపడి మాతో కూడా ఏకీపిస్తున్నటువంటి ప్రతి దేవుని బిడ్డకుని నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీకు అందరికీ వందనాలు తలలు వచ్చుదాం చిన్న ప్రార్థనతో యొక్క ప్రత్యేకమైన ప్రార్థన మనం ప్రారంభించుకుందాం ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన రాజా నీ ఘనమైన పరిశుద్ధమైన నామను కొందనాలు నీ మహాకృపచేతన తండ్రి రాత్రి ఈ ప్రత్యేకమైన ప్రార్థన చేయటం ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్ర ఎందరైతే లైవ్ ద్వారా వింటున్నారో వీక్షిస్తున్నారో ప్రతి వారిని బలపరచండి కృప చూపించండి ఆదుకోండి సహాయం చేయండి ప్రభ పరిశుద్ధాత్ముడానికి సహాయం కావాలి కుటుంబాలన్నిటినీ నాయన బలపరిచి వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో బతిములాడుతూ వారందరినీ నీ చేతులకు అప్పజెప్తాం వారి మీద నాయకుడిగా కాపరిగా కృప చూపించే దేవుడిగా మీరే ఉండి సహాయం చేయమని అని చేతులుగా మమ్మల్ని అప్పచెప్పుకుంటూ నిన్ను ఆహ్వానిస్తూ ఆహ్వానిస్తూ మీరే భారమెత్తి ప్రార్థన నడిపించి జనములున్న తండ్రి నీ రాక కొరకై సిద్ధపరుస్తారని మీరే నా తండ్రి కృప చూపిస్తారని నీ చేతులకు అప్పు చెప్పుకుంటాం ఏసు నామంలో అడుగుచున్నాను మా తండ్రి ఆమెన్ హలలుయా హలలుయా హలలుయా ప్రేమైన దేవుని పిల్లలారా ఇది నాన్న పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం బైబిల్ ఉన్నవారు మీ బైబిల్లో పరిశుద్ధ గ్రంథాలు తెరిచి గమనించవలసిందిగా ప్రేమతో చెబుతున్నాను యశా గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం వచనాన్ని గమనించండి యశా గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం వచనం నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియూ నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును ఆమెన్ ప్రభు నామానికి మహిం కలుగునుగాక హలే ప్రభు చెప్తున్నాడు ఎంతో చక్కగా నేను నీకు తోడై ఉన్నాను నేను నిన్ను బలపరుస్తాను నీకు సహాయం చేయవా నేను నీకు సహాయం చేస్తాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు కారణం ఏమిటంటే ఈ వచనములో ప్రాముఖ్యమైనటువంటి మాట దిగులు పడకము భయపడకము బాగానే గమనించండి దిగులు పడుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు భయపడుతున్న వారు కూడా అనేక మంది ఉన్నారు మన జీవితాల్లో ఈ రెండు ఒక వ్యక్తికి ఆటంకం భయము మరియు దిగులు దిగులు పడుతున్న వారినే కానీ భయపడుతున్నటువంటి వారినే కానీ ప్రభు చెప్తున్నాడు నేను నీకు తోడై ఉంటాను నేను నిన్ను బలపరుస్తాను నేను నీకు సహాయం చేస్తాను దిగులు అనేది ఒక తెలియనటువంటి వ్యాధి ఒక వేదన ఒక దుఃఖం దిగులు పడినటువంటి దానికి ఎవరు కూడా వానిని బాగు చేయలేరు కారణం ఏమిటంటే దిగులు శరీరం మీద రోగం వల్లే కనబడదు కానీ హృదయంలో తెలియనటువంటి ఒక దుఃఖము ఒక వేదనతో కూడినటువంటి దిగులు సింహాసనమై అంతరంగంలో కూర్చొని ఉంటాయి గనుక ఆ దిగులుతో ఉన్నటువంటి వాని జీవితమే కానీ పురుషుడే కానీ స్త్రీయే కానీ కుటుంబమే కానీ దిగులు వల్ల ఏమాత్రం కూడా ధైర్యం కలిగిన వారిగా బ్రతకలేడు సంతోషముతో ఉండలేరు ఆనందముతో ఉండలేరు ఏదో ఒక దిగు కొంతమందికి దేవుని మందిరానికి అనే మాటే కానీ దిగులులో నడుస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు దిగులు పడుతూనే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు బాగా గమనించండి అందుకే ప్రభ అంటున్నాడు ఇసురాయేలీలతో నేను మీకు ఉన్నాను కదా మీకు సహాయం చేస్తున్నాను కదా నేను కృప చూపుతున్నాను కదా మీరెందుకు దిగులు పడుతున్నారు ఒకసారి మనం మనల్ని చూసి మనం దిగులు పడతాం కుటుంబాన్ని చూసి పిల్లలను చూసి భర్తను చూసి భార్య భార్యను చూసి భర్త ఈ రీతిగా దిగులు పడుతున్న వారు అనేక మంది ఉన్నారు బాగా గమనించండి మన జీవితంలో దేవునికి ఈ వచనములో చదివితే దిగులుగా ఉన్నట్టు ఆయనకి ఇష్టం లేదు ఆమెను భయపడుతూ ఉండటము ఆయనకి ఇష్టం లేదు ప్రభున మహిం కలుగునుగాక అయితే ఎలా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు దిగులు లేనటువంటి జీవితము మనము చేయాలని మనం అనుకుంటాం అది సాధ్యమైన ప్రభా ప్రభ అంటాడు ఖచ్చితంగా నిశ్చయంగా చెబుతున్నాడు దేవునికి సమస్తము సాధ్యం నమ్ముటు నీ వల్ల అయితే నీ దిగులు నీకు దూరమగునుగాక ఆమెన్ నమ్ముటి నీ వలన అయితే బాగా గమనించండి పరిశుద్ధ గ్రంథంలో దిగులు అనేది ఒక శాపం దిగులు అనేది ఒక శాపం దేవుని ఉద్దేశం ఏమిటంటే శాపమైనటువంటి దిగులు దేవుని యొక్క పిల్లల మీద ఉండకూడదు వాటిల్లో వాళ్ళు నలిగిపోకూడదు వాటిని గురించి వాళ్ళు బాధపడకూడదు వేదన పడకూడదు ఈ లోక సంబంధమైన వాటిని జ్ఞాపకం చేసుకొని అవి లేవని ఇవి లేవని అవి కావాలని ఇవి కావాలని ఎప్పుడు వాటిని గురించి దిగులు పడుతూ జీవితం చేయకూడదని ప్రభు యొక్క ఉద్దేశం ఎందుకంటే దేవుడును బట్టి దేవుని తోడును బట్టి దేవుని ప్రేమను బట్టి దేవుని కరుణ కృపను బట్టి ఆయన నామాన్ని బట్టి ఆరాధించేవారు ఈ లోక సంబంధమైన వాటి విషయములలో దిగులు పడకూడదట మన సంతోషమైనా మన ఆనందమైనా మన ప్రభు అయిన యేసే ఆమెన్ అనేక మంది మనుషులను చూసి అనగా లోకస్తులను చూసి లోకంలో ఉన్నటువంటి వారికి ఉన్న భోగభాగ్యాలను చూసి వారు అనుభవిస్తున్న సుఖ సంతోషాలను చూసి వారికి ఉన్నట్టుగా మాకు లేవే అని దిగులు పడతారు కానీ వాక్యం చెబుతుంది ఒకరోజు దేవుడు కయ్యునితో మాట్లాడుతూ అంటాడు చదవండి ఆది కాండం నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చినాన్ని గమనిద్దాం నీవు నేలను సేద్యపరుచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు నీవు భూమి మీద దిగులు పడుచు దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువని దేశ దిమ్మరివై ఉంటావు కయ్యును కాస్త పద్నాలుగు నన్ను కూడా గమనించండి నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరణై ఉందును అంటున్నాడు కయ్యు మాకు గమనించండి కయ్యనుని దేవుడు శపించాడు ఇప్పుడు కయ్యను ఎందులోకి వెళ్తున్నాడు దిగులు పడుచు ఈరోజు మన జీవితంలో కూడా ఈ శాపమైనటువంటి దిగులుతో మనం పట్టబడి బంధింపబడి ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకున్నంత వరకు ఏదో లోక సంబంధమైనటువంటి వాటిని జ్ఞాపకం చేసుకొని దిగులు పడటమే కయ్యునికి మీదటి దిగులు పడతాడు దానికి కారణం ఏమిటంటే కయ్యును దేవుని సన్నిధికి దూరం అయ్యాడు ఇక కయ్యూని వేరు దేవుని సన్నిధి వేరు దేవుని సన్నిధి ఇక కయ్యూనికి దగ్గరగా ఉండటం లేదు దేవుని సన్నిధి నుంచి కయ్యూను దూరం అయిపోయాడు ఈ మాటలు వింటున్న నీవు కూడా దేవుని సన్నిధికి దూరం అయితే దిగులు పడాలి మనం దేవుని సన్నిధిలో ఉన్న పిల్లలం కనుక దేవుని సన్నిధి యొక్క సంతోషం అనుభవిస్తున్నాం కనుక దేవుని సన్నిలో ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకున్నాం కనుక ఆయన సన్నిధిని బట్టి మనము ఈ రాత్రి మొదలుకొని ఇక్క దిగులు పడవలసిన అవసరం లేదు ఆమె కారణం ఏమిటంటే ఆయన సన్నిధి మనతో ఉంది ఆయన సన్నిధి మన ముందు ఉంది ఆయన సన్నిధిలో మనం ఉన్నాం ప్రభున మహిం కలుగునుగాక ఆమెన్ కయ్యి నీకు మీద దిగులు పడతాడు అందుకని అంటున్నాడు నువ్వు కయ్యూనికి సంతానం కాదు నువ్వు ఇస్రాయేలు అందుకని ఇస్రాయేలు నువ్వు భయపడొద్దు నువ్వు దిగులు పడొద్దు ఆత్మీయమైన ఇస్రాయేలుగా ఉన్నటువంటి మనం కూడా ఈరోజు ఈ రాత్రి మాటలు వింటున్న మనం మనమెందుకు దిగులు పడాలి దేవుని సన్నిధి రాకపోతే నీతో లేనది నువ్వు గ్రహించినట్లయితే దానికి కారణం ఏమిటి నీ లోపమా నీ పాపమా నీ క్రియల నీ మాటల నీ చేష్టల అవి నువ్వు తలంచినప్పుడు అయ్యో ఆయన సన్నిధి లేదే అని నువ్వు దిగులు పడాలి అరణ్యములో దేవుడు అంటాడు మోసే నేను నీతో రాను అన్నప్పుడు ప్రభా నీ సన్నిధి రాకుండా నేను ఒక్క అడుగు కూడా నేను ముందుకు వెళ్ళాను అన్నటువంటి మోసే ఆయన పాదాల మీద పడి బతుల్లాడుతున్నాడు ఎందుకనంటే ఆయన సన్నిధి లేకపోతే మనిషికి ఇంక దిగులేగా ఆయన సన్నిధి విలువని గుర్తించినటువంటి వాళ్ళు ఆయన సన్నిధిని కనుగొన్నటువంటి వాళ్ళు ఆయన సన్నిధి మీద ప్రేమ లేనటువంటి వాళ్ళు ఈ లోక సంబంధమైన వాటి మీద ప్రేమ కలిగి అవి లేదు ఇవి లేదు అని ఏడుస్తుంటారు బాధపడుతుంటారు వ్యసన పడుతుంటారు దిగులు పడుతుంటారు బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు మనందరికీ బాగా తెలుసు ఆసాపు గారు మంచి భక్తుడే మంచి కీర్తనాకారుడు అతనికి ఒక దిగులు ఉన్నది దాన్ని లేస్తే దేవుని వైపు చూస్తాడు లోకములో ఉన్నటువంటి గొప్పవారి వైపు చూస్తాడు చూచి వారితో పోల్చుకుంటాడు వాళ్ళకున్నదేంది నాకు లేదేంది నా దేవుడు నాకు గొప్ప అయినప్పుడు నాకు ఇవ్వాలి కదా ఎక్కువ వారికి ఇస్తున్నాడే ఎక్కువ నాకు తక్కువ ఇస్తున్నాడే నాకు తక్కువ ఉందే అని ఆ మనుషులు కలిగిన దాన్ని బట్టి పోల్చుకుంటూ ఉంటాడు ఆశ ఆ కీర్తనం చదివినప్పుడు అనిపిస్తుంది ఆయనకు తెలియనటువంటి దిగులు ఉంది రావాల్సింది రాలేదని దేవుని దగ్గర నుంచి కలగవలసింది కలగటం లేదని పొందవలసిన పొందలేకున్నాడని ఏదో తక్కువ ఉన్నదానికంటే ఏదో తక్కువ అని ఒక దిగులుండిపోయింది లోపల అందుకని ప్రభు దగ్గరికి వెళ్ళాడట ప్రభా ప్రభా వాళ్ళేమిటి నేనేమిటి నేను నీ ఆరాధికుడిని నేను నీ బిడ్డని నేను నీ విశ్వాసిని నాకు ఎక్కువ ఇవ్వాలి కానీ వాళ్ళకి ఎక్కువ ఇస్తావేంది అందుకు నా మనసు బాగలేదు దిగులుతూ ఉంది నాకెందుకు ఇది నువ్వు నా దేవుడివా వాళ్ళ దేవుడివా నువ్వు నా ప్రభువే వాళ్ళ ప్రభువే బాగా గమనించండి అని దేవుని సన్నిధికి వెళ్తే దేవుని సన్నిధి అంటది ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభు అతనికి ఏ పరిస్థితుల్లో ఉన్నాను అనేది ప్రభు చూపించాడు ఏమని చూపించాడు ఈయన చదవండి ఆ మాట కీర్తన గ్రంథం డెబ్బై మూడవ డెబ్బై మూడవ కీర్తనలో దేవుని చేతిలో ఉన్నాడని గమనించాడు నేను ఎక్కడున్నాడట ఇరవై మూడవ వచ్చి అయినను ఇరవై మూడవ మూడవచనాన్ని చదువుదా అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు ఎక్కడున్నాడని తెలిసింది ఇప్పుడు ఆసాపు గారికి ఆయన కుడి కుడి చెయ్యి ప్రభా నువ్వు పట్టుకొని ఉన్నావు ప్రభు నా మహింక కలుగును గాక హలలు చెప్తారా ఎక్కడున్నాడట నేను ఎల్లప్పుడూ నీ వద్దనున్నాను నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు పట్టుకొని ఉన్నావు చూడండి ఇది ఎరగకుండా అనేక మంది లోకంలో ఉన్న వారితో మనం పోల్చుకొని ఇది మనం చేయలేకపోతున్నామే ఇది నాకు కలగలేదే అని కొన్ని వా విషయములలో మనము దిగులు పడిపోతూ ఉంటాం ప్రభు అంటున్నాడు ఆ షాపు ఎల్లప్పుడు నా యుద్ధంలో ఉన్నవాడివి నాతో ఉన్నవాడివి నేను నిన్ను పట్టుకొని ఉన్నాను నాకు గమనించండి ప్రభు మహిం కలుగునిగాక ప్రభు సన్నిధి మనల్ని అలా ధైర్యపరుస్తారు ఒక్కోసారి సాతానుడు తెచ్చి దిగులు నీ ముందరేసి వాళ్ళని చూడు వీళ్ళని చూడు ఒకసారి చూడు వాళ్ళని అన్నప్పుడు నీ హృదయం అటువైపు తిరిగిపోయి నీ మనసు అటువైపు తిరిగిపోయి ఒకవేళ ఆ దిగుల్లోనికి నువ్వు కూడా వెళ్ళిపోతుంటే ఆశాపును ధైర్యపరిచిన ప్రభే రాత్రి నేను ధైర్యపరచునుగాక నిన్ను బలపరచునుగాక ప్రభు అంటాడు నువ్వు నాతో ఉన్నవాడు ఆయనతో ఉన్నప్పుడు నువ్వెందుకు దిగులు పడాలి చిన్న కుమారుడు బైబిల్లో తన్ని నిడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు తనకున్నంత వరకు పాపపు ఊబిలో ఆడి లేచి సంతోషించి గంతులేసి సమస్తమైనటువంటి సుఖములు అనుభవించి మొత్తం అయిపోయినాక ఆ ప్రాంతంలో దిగులు పడుతున్నాడు అయ్యో నా బతుకేమిటి ఇలాగ అయిపోయింది అని దిగులు జీవితంలోకి వచ్చాడు సుఖాల జీవితంలో నుంచి దిగులు జీవితంలో ఒంటరైపోయి ఇప్పుడు దిగులు బాధలో నుంచి తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు అమెన్ ఏమంటాడంటే నా తండ్రి ఇంట సమృద్ధిగా ఆహారం ఉంది దాని అర్థం ఏమిటి నా తండ్రి ఇంట్లో ఏ దిగులు చింత వేదన బాధ ఏమీ లేదు అక్కడ అమెన్ నిజమే ప్రభు దగ్గర మనకి ప్రభు సన్నిధిలో ఏ చింత ఏ బాధ ఏ దిగులు లేనటువంటిది ఆయన సన్నిధి ఆయన ఇల్లు ఆయన మందిరం దాన్ని నిడిచిపెట్టి వచ్చి అన్నీ అయిపోయినాక వాడాయి తినుటకు ఆహారం లేక ధరించుటకు బట్టలు లేక ఉండుటకు నివాసం లేక పలకరించుటకు నాన్నవారు లేక మనుషులు తనను ప్రేమించేవారికి కనబడినప్పుడు మనిషి దిగుల్లోనికి వెళ్ళిపోయాడు చిన్న కుమార్ ఇప్పుడు ఈ మాటను బాగా గమనిస్తే తండ్రి ఇంట్లో దిగులు లేదు కనుక మార్పు పొంది బుద్ధి కలిగి నూతన పరుచుకొని ఇప్పుడు అంటాడు నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి ఆయనతో నేను ఉండాలి ఆయన దగ్గర నేను నివాసం చేయాలి ప్రభున మహిం కలుగును ఈరోజు నీకు దిగులు వేటిని బట్టి నీకు దిగులుంది ఒకప్పుడు పాపంలో బతికి పాపంలో బంధింపబడి నువ్వు ఉన్నావా ఆ పాపం చేత దిగులు పడుతున్నావా అయితే ప్రభు అంటున్నాడు నా సన్నిధిలో సమృద్ధి ఉంది నా దగ్గర సంతోషం ఉంది నా దగ్గర సమాధానం ఉంది నా దగ్గర దీవెనలు ఉన్నాయి ఆశీర్వాదాలు ఉన్నాయి అందుకు నువ్వు లేచి ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే ప్రియమైన దేవుని పిల్లలారా ఈ మాటలు వింటున్న జీవితంలో కూడా పాపం అనేటటువంటి బంధకాల్లో బంధింపబడి లోకాశలైనటువంటి మార్గాలలో ప్రయాణమై పరిగెత్తి దిగులు పడుతూ ఉన్నావా నువ్వు లేయి ఆయన సన్నిధిలో సమృద్ధి కలదో ఆమెన్ కనుక ప్రియమైన దేవుని బిడ్డారా అందుకని లేఖనములు తేటగా మనతో మాట్లాడుతున్నాయి ఒకరోజు ఇస్రాయల్ రాజు దిగులు పడుతున్నాడు దినవృత్తాంతాలు రెండవ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు గమనిద్దాం మొదట ఏడవ వచనాన్ని మీరు దిగులు పడకుడి గమనించండి మీరు దిగులు పడొద్దు ధైర్యము విడువకుడి మీరు ధైర్యమును విడవద్దు అశూరు రాజుకైనను బాగా గమనించండి అశూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యం అంతటికైనను అతనితో ఉన్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు మీరు భయపడవద్దు విస్మయం ఉండవద్దు విస్మయం ఉండవద్దు అతనికి కలిగి ఉన్న సహాయము కంటే అతనికి కలిగిన సహాయము కంటే ఎక్కువ సహాయము ఎక్కువ సహాయము మనకు కలదు మనకు కలదు మాంస సంబంధమైన బాహువే మాంస సంబంధమైన బాహువే అతనికి అండ మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యోధారాజైన హిస్కియా చెప్పిన మాట ఎందు నమ్మిక ఇచ్చిరి ఆమెన్ యోధారాజైన ఇస్కియా దినములలో జరిగినటువంటి ఒక సంగతి రాజైనటువంటి అశూరు వారి మీదకు వస్తున్నాడని అది తెలియపరచబడినప్పుడు వాళ్ళందరూ ఇక మా బతుకులు బానిస బతుకులే దాస్య బతుకులే ఇంకా వారు వచ్చి మా కుటుంబాల్ని మమ్మల్ని సర్వనాశనం చేస్తారు ఇక చెట్టుకొకరు పుట్టకొకరు ఇంకా పారిపోవలసిన పరిస్థితి వచ్చింది అని ఉన్నటువంటి బలమును శక్తిని చూసి విని వారు హృదయములు జడిసిపోయి వాడు గుండెలు బద్దలై దిగులు పడిపోతున్నారు ప్రజలలో దిగులు పడినటువంటి అభయంకరమైనటువంటి కలవరం రాజైన ఇసుకియా చూశాడు దిగులు పడిపోయారు నిజమే శత్రువు నీ మీదకు వస్తున్నాడు నీ మీద దాడు చేస్తున్నాడు నీకున్న సంతోషాల్ని నీకున్న ఆనందాల్ని నీ కలిగి ఉన్న వాటిని నీ కుటుంబాల్ని వాటన్నిటినీ హరించుకొని పోతాడు వాని కనికరం ఉండదు వాడి కరుణ ఉండదు ఏమిటంటే వాని ఎదుట నువ్వు శత్రువి వాడి చేతికి కానీ చిక్కితే వాడు ఏం చేస్తాడో ఏ రీతిగా నిన్ను సర్వనాశనం చేస్తాడో మనం ఊహించలేం అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఇస్రాయేలీల ప్రజల మధ్యలో అందరూ ఏకమై దిగులు పడుతున్నారు ఇది ఒక కుటుంబానికే ఒక వ్యక్తికి కాదు ఒక గోత్రానికే కాదు సమస్తమైనటువంటి ఆ ప్రజలకి అది కలిగినప్పుడు ఇస్కియా ఆ వచనాన్ని చదవండి మరోసారి మీకు అర్థమవుతుంది నిమిదో వచనం మీరు దిగులు పడకుడి ధైర్యము విడువకుడి అశూరు రాజుకైనను అతనితో కూడిన సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు విస్మయం అందవద్దు విస్మయం అందవద్దు అతనికి కలిగి ఉన్న సహాయము కంటే అంటే ఎక్కువ సహాయము మనకు కలదు ఆమెన్ చాలు యోధా రాజైన ఇస్కియా వాళ్ళతో చెప్తున్నటువంటి మాట మీరు దిగులు పడొద్దు ఎందుకో తెలుసా వారుకున్న సహాయం కంటే మనకున్న సహాయము గొప్పది ప్రజలా మనకున్న బలము గొప్పది ఎక్కడయ్యా బలము ఏడుంది బలం అని అంటే ఇసుకే చెప్తున్నాడు మన బలము ఎవరో తెలుసా మన దేవుడే ఆమె మన బలం ఎవరంట మన దేవుడు నీ మీదకు వస్తున్న ఒక దాడి కరువు దాడో అప్పులు దాడో వ్యాధులు దాడో సమస్యలు దాడో శత్రువు ఏ రీతికైనా నీ మీదకు దాడి చేసేటప్పుడు ఆ దాడిని నిన్ను ఊహించి నీ సమస్యను ఊహించి నీ వేదనను ఊహించి నీ నిందనను ఊహించి నీ దిగులు పడిపోతున్నావేమో దిగులు అనేది ఎటువంటిదంటే మాటి మాటి మాటి మాటికి గుర్తుకొస్తానే ఉంటుంది సమాధానం ఉండదు సంతోషం ఉండదు అటువంటి దాడి అనే మాట వినగానే శత్రువుని యోధా ప్రజలు గడగడ ఉనికి దిగులుతో పడిపోయారు ఆ ధైర్యపరుస్తున్నా మన సహాయం ఎవరనంటే ఎనిమిదో వచ్చి నన్ను చదవండి ఎనిమిది మాంస సంబంధమైన బాహువే అతనికి అండ మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యహోవా మనకు తోడుగా ఉన్నాడు మాట అండర్లైన్ చేయండి అశూరు రాజుకి ఏ సహాయం ఉందంటే మాంసపు మాంస సహాయం మనుషులు సహాయం మనుషులు కత్తిబట్టి వాళ్ళు వస్తున్నారు మనుషులు అక్కడ ఉన్నారు మీరు ఒకళ్ళు మనుషులు చూస్తున్నారేమో మన సహాయము స్పెషల్ ప్రభున మహిం కలుగునుగాక హలో చెప్తారా మన సహాయం ఏమిటంట ప్రత్యేకమైంది ఏమిటి ఆ సహాయము మన ప్రభువే మనకు సహాయం చదవండి ఆ మాటని మనకు సహాయము చేయుటకును మనకు సహాయం చేసేదానికి యుద్ధములు జరిగించు మన యుద్ధాలు ఆయనే జరిగిస్తాడు ప్రభున మహిం కలుగును గాక మన పోరాటాలు అర్థమవుతుందా మన సమస్యలకు సహాయం ఆయనే మన కరువుకు సహాయం ఆయనే మన అప్పులకు సహాయం ఆయనే మన రోగములకు సహాయం ఆయనే ఆయనే మన నిందలకి మన సమస్తమైనటువంటి వాటికి సహాయం ఎవరంటే మన ప్రభువే అహ్మేన్ ప్రిజులాడ్ మీకు ఒక సంగతి జ్ఞాపకం చేయను ఈ సందర్భంలో అబ్రహామును అడుగుతున్నాడు ప్రభు అబ్రహాం నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ఇంతకు ముందులాగా నా మీద నీకు ప్రేమ ఉందా అని దాన్ని పరిశీలించేదానికి నీకు ఒకగాడునై ఉన్న ఒక కుమారుడిని తీసుకొని వచ్చి దహన బలిగా నేను చూపించి పర్వతంలో అర్పించాను ఆ మాట వినగానే నా దేవుడు లేక లేక పుట్టిన నా కుమారుని అడుగుతున్నాడని దిగులు పడాలనా అబ్రహాం ఒకసారి ఆలోచించాలి దిగులు పడాలా లేదా నువ్వైతే ఏమైపోతావు మనోళ్ళు ఎంతమంది దిగులు పడిపోతుంటారు ఆయన సన్నిధిలో ఏమో ఏమో చేయాల్సి వస్తుందేమో దాని మాట వినాల్సి వస్తుందేమో సినిమాలు మానాల్సి వస్తుందేమో సీరియల్ మానాల్సి వస్తుందేమో లోకకార్యాలు విడిచిపెట్టాల్సి వస్తుందేమో అని దిగులు పడిపోతుంటారు కానీ అబ్రహాము ఒక కుమారునిచ్చేదానికే ఎంత దిగులు పడిపోవాలి మరియు లేక లేక పుట్టాడు ఆమె ప్రభున మహిం కలుగుని గాక లేక లేక పుట్టినాడు కానీ ఆయనకు దిగులు లేదు కారణం ఏమిటంటే అతని గుండెల్లో ఒక మాట ఉంది సమస్తమును యహోవా చూచుకుంటాడు రిజులాట్ ఆయనే చూసుకుంటాడు ఆయన చెప్పాడు నేను చేస్తాను ఏదేవైనా సరే ఆయనే చూసుకుంటాడు యహోవా ఈరే యహోవా ఈరే అనే వాళ్ళకి ఏ దిగులు లేదు ఆయనే మనకి అన్నీ చూసే దేవుడు అన్నీ చూసుకునే దేవుడు ఈ మాటలు వెంచున్న నీవు యహోవా ఈరే మనల్ని చూసునుగాక ఆమెనంటారా హలే లూయా అందుకని ఇక నీకు దిగులు లేదు ఆయనే చూసుకుంటాడు అరణ్యములు అన్నీ చూసుకోలేదా నలభై సంవత్సరాలు ఏం కావాలో అన్ని చూచాడుగా వాళ్ళకి తక్కువైందా వాళ్ళకి గర్వం వచ్చి దేవుని మీద ప్రేమ లేక దేవుణ్ణి దేవునికి అనుసరించలేక అర్థం చేసుకోలేక వాళ్ళకి అహంకారం వచ్చి వెనుకబడతామని వాళ్ళ నాశనానికి వాళ్ళే తెచ్చుకొని దేవుని ఉగ్రతకు పాలై వారు నష్టాన్ని తెచ్చుకున్నారు కానీ దేవుడు వారికి నలభై సంవత్సరాల్లో ఏమీ తక్కువ చేయలేదు ఆమెన్ యహోవా ఈరేగా చూసుకున్నాడు వారికి దిగులు రానివ్వలేదు ఆమెన్ కారణం ఏమిటంటే ఆయన సన్నిధి వారికి తోడుగా ఉంది ఈ మాటలు వింటున్న నీవు కూడా అశూరు వంటి ఆటంకాలు అశూరు వంటి యుద్ధాలు అశూరు వంటి బలహీనతలు అశూరు వంటి వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకొని అయ్యో ఇవి నా మీదకు వచ్చి దాడి చేస్తున్నాయి అని నువ్వు దిగులు పడుతున్నావేమో ఇస్కియా దేవుని గురించి ధైర్యపరుస్తున్నాడు తన ప్రజల్ని యుద్ధము జరుగుతుంది కానీ మాంసయుక్తమైనటువంటి సహాయం కంటే ఏ సహాయం ఉందంటే మనకి గమనించండి మనకు సహాయం చేయుటకు మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగి మన యుద్ధములు జరిగిస్తాడు ఆయన మన దేవుడైన యహోవా మనకు తోడుగా మనకు తోడై ఉన్నాడు ఈ మాట నువ్వు మర్చిపోతే దిగులు పడాలి బాగా గుర్తుపెట్టుకో ఈ మాట దేవుడు నాకు తోడు లేడు అనే వాళ్ళకి దిగులు ఉంటుంది దేవుడు నాకు తోడు లేడు నేను ఓరకనే ఒత్తగా ప్రభు సన్నిధికి వెళ్తాను ఒత్తగా వస్తున్నాను నేను ఒంటరి దాన్ని ఎవరు లేరు అనుకోవద్దు దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక నీ సమస్తమైనటువంటి వాటికి ఆయనే సహాయకుడు ఆయనే చూచుచున్నవాడు ఆయనే తప్పించువాడు ఆయనే కాపాడువాడు ఆయనే నిలబెట్టివాడు ఆయనే నడిపించేవాడు ఆయన పేరు నజరేడైన యేసు ఆమె చెబుతారా అలే లుయా అందుకని ప్రభు అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను అనేది ఇసుకియా గ్రహించాడు ఆయన మనకి తోడై ఉన్నాను ఈ రాత్రి ఈ గ్రహింపు నీకు కలుగునుగాక కొంతమందికి గ్రహింపు లేకనే దిగులు పడిపోతూ ఉంటారు కొంతమంది దిగులు పడి ప్రార్థనలు మానేసే వాళ్ళు ఉన్నారు అటు ఇటు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు ఇంకా కొంతమంది దిగులులో ఏం చేసుకుంటారో అర్థం కాక చచ్చిపోయేదానికి కూడా చావు సిద్ధమైపోయే వాళ్ళు ఉన్నా ఈ రాత్రి ప్రభు అట్టి బంధకాల నుంచి అట్టి తలంపులో నుంచి నీకు విడుదలిచ్చును గాక నీ దిగులన్నిటిలో నుంచి ఆయన తప్పించి నీ పోరాటములన్నింటిలో నీకు జయమిచ్చి అన్ని విషయంలో ప్రభుని కాపాడి నీ నిందలలో నీ సమస్యలలో ఆయన మార్గమును సరళం చేసి నీకు జయము అనుగ్రహించాలి ఐ మీన్ ప్రైజ్లాడ్ హలలుయా అందుకని మనకు ఒక సహాయం కలదు అది మాంసయుక్తమైన సహాయం కాదు అది కంటకు కనబడినటువంటి అది దేవుని సహాయమే ప్రభున మహిం కలుగును కాక ఆమె అందుకని ప్రభు చెప్తున్నాడు ఒక మాట ద్వితీయోపదేశకాండ ముప్పై ఒకటవ అధ్యాయం ఆరో వచనాన్ని గమనిస్తే గమనించండి ఆ మాటని భయపడుకుడి భయపడుకుడి వారిని చూచి దిగులు పడ వారిని చూచి దిగులు పడొద్దు నీతో కూడా వచ్చువాడు నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవాయే నీ దేవుడైన యహోవా ఆయన నిన్ను విడువడు ఆయన నిన్ను విడువడు ఎడబాయడు ఆమె విడువని ఎడబాయిని దేవుడు మనకున్నా మనం ఎందుకు దిగులు పడాలి విడువుడు ఎడబాయ్ ఒక భర్త ఒక భార్య ఉంటే భర్త ఉన్నంత వరకు భార్యకి సంతోషం భర్త చనిపోయాడు అనుకో ఆ భార్యకు దిగులు పట్టడం ప్రారంభిస్తారు నా పరిస్థితి ఏంది అని అలాగే ప్రియమైన వాళ్ళరా ప్రభువుకు నువ్వు దూరం అయిపోతే లేక ప్రభువు నిన్ను విడిచిపెట్టి దూరం అయిపోతే అప్పుడు నీవు దిగులు పడటం ప్రారంభించా ప్రభు అంటున్నాడు నేను నిన్ను విడువును నేను నిన్ను ఎడబాయిను అందుకే నువ్వెందుకు దిగులు పడాలి చక్కగా మోసే చెప్తున్నాడు ఇస్రాయల్కి ఆ మాటలు దిగులు పడద్దు నేను మీతో కూడా ఎవరిదన్నా రాలేను ఇక నాకు మరణం సంభవించబోతుంది నేను చనిపోతున్నాను నేను చనిపోతాను కానీ మీతో దేవుడు ఉంటాడు ఆమెన్ విన్నారు ఈ మాట నేను చనిపోతున్నాను కానీ మీతో దేవుడు ఉంటాడు మిమ్మల్ని దేవుడు యొర్ధాను దాటించి కానాన్ని తీసుకెళ్తాడు ఎందుకనంటే ఆయన మిమ్మల్ని విడవడు ఆయన మిమ్మల్ని ఎడబాయడు ప్రభున మహిం కలుగునుగాక ఆయన మనిషి వంటి వాడు కదా కాదు ఆయన మనకు తోడై ఉండి మనల్ని అన్నిటినీ దాటింప చేసే దేవుడు మన సమస్యలు అన్నిటినీ దాటింప చేస్తాడు మనకు అడ్డుగా వచ్చిన అన్నిటినీ దాటింప చేస్తాడు ఎందుకనంటే ఆయన మన కుడి చేతిని గట్టిగా పట్టుకొని ఉన్నాడు ప్రైసులాడ్ హాలలోయ అందుకని ప్రభు అంటున్నాడు నేను నిన్ను విడువను ఎడబాయిను నువ్వు ఒకవేళ ఆయన ఎడబాసి అవసరాల కొరకు కొంతమంది అవసరం అవసరాల కొరకు గట్టిగా ఆయన పట్టుకుంటారు ప్రభా ప్రభా అంటారు పాటలు పాడతారు సాక్ష్యాలు చూపుతారు ఆయన మందిరాల్లో ఆయన ఎదుట కనబడతాడు ప్రభు మమ్మల్ని పట్టుకొని ఉన్నారని చెప్తారు మేము ప్రభును గట్టిగా అంటారు కొద్ది రోజుల తర్వాత ప్రభు అక్కడ ఉంటాడు కానీ వాళ్ళు అక్కడ ఉండరు ఆమె మాకు గమనించండి ప్రభుని విడిచిపెట్టిన తరువాత ఒక కయ్యనుగా మారుతావు ఒక కయ్యనుగా ఎందుకనంటే కయ్యను దేవుడు లేని కయ్యను దేవుని సన్నిధికి దూరమైన కయ్యను దేవుని సన్నిధిని గురించి ఆసక్తి లేని కయ్యను దేవునిని ప్రేమించలేని కయ్యను దేవుని సన్నిధి మీద మనసు లేని కయ్యి మూడు వందల సంవత్సరంలో దేవుడు తనతో హానో కొనటం ఆయన ఇష్టపడ్డాడు ఆమె అందుకని ఆయన భూమి మీద లేకుండా పోయి దేవునితో చేరాడు అందుకని దేవుని నడిచేవాడికి ఎందుకుంటుంది దిగులు దిగులు ఉండదు అందుకని నేను అంటున్నాను నువ్వు దేవునిని గట్టిగా పట్టుకో దేవునిని దేవునిగా ఆరాధించు దేవుణ్ణి ప్రేమించు దేవుని కీర్చించు అని చెప్పటం లేదా మొట్టమొదటి కొండ మీద ప్రసంగంలో ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు ఏమి తిందుమో ఏమి తిరగదమో ఏమి ధరించుట ధరించుకుందామని మీరెందుకు దిగులు పడతారు మీరెందుకు చింతపడతారు అవన్నీ మీకు కావాలని దేవునికి తెలుసు ప్రభున మహిం కలుగును కాక చంటి బిడ్డని కన్న తల్లికి బిడ్డకి ఏమి ఇవ్వాలో కనీసం తల్లి తెలియదా ప్రభ అంటాడు ఒకని తల్లి వానిని ఆదరించేదానికంటే నేను ఎక్కువగా వాణ్ణి ఆదరిస్తా వాణ్ణి ఎక్కువగా నేను ప్రేమిస్తా వానికి ఏం కావాలన్నిటి నేను ఇస్తాను ఎందుకనంటే వారు నా పిల్లలు మీరు ఆయన గుర్తించినట్లయితే ఆయన నిన్ను దిగులు అన్నటువంటి స్థితి నుంచి సమృద్ధి కలిగినటువంటి ఆశీర్వాదాలకి నీకు తీసుకొని వస్తాడు ఈ లోక సంబంధమైన వాటిని గురించి నువ్వు దిగులు పాడొద్దాం వాటన్నిటిని ఆయన నీకు ఇవ్వగలిగిన వాడు ఆయన పేరు నచ్చురేడైన యేసు అమెన్ హలే హలోయ అసలు నువ్వు ఇంకా దిగులు ఎందుకు పడాలంటే లోక సంబంధమైన వాటిని నాకు కలగటం లేదు వాటి కొరకుగా దిగులు పడాల్సిందే అసలు ఎందుకు దిగులు పడాలంటే చదవండి ఆ మాట మనం పడవలసిన వాటి దిగులు పడం అర్థమైందా పడకుండా వాటి ఎందుకు దిగులు పడతాం మన ఆత్మకి ఏది మన హృదయానికి ఏది వాటి విషయంలో దిగులు పడాలి కానీ శరీర సంబంధమైన విషయాల్లో దిగులు పడి మోపడి ఎక్కువ చేసుకొని ఆయన సన్నిధికి దూరం అయిపోతే ఎలా అసలు దిగులు పడవలసిన విషయాలు ఏమిటంటే చదవండి పరిశుద్ధ గ్రంథంలో ఏషియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనాన్ని గమనించండి సైన్యములకు అధిపతి యహోవాయే పరిశుద్ధుడు అనుకొని పరిశుద్ధుడను కొనుడి మీరు భయపడవలసిన వాడు ఆయనే ఆయన కోసమే దిగులు పడవలెను అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును ఎవరి కొరకు మనం ఎవరి కొరకు దిగులు పడాలట బాగా గమనించండి సైన్యములకు అధిపతి యహోవాయే పరిశుద్ధుడను కొనుడి పరిశుద్ధుడు అనుకొనుడి మీరు భయపడవలసిన వాడు ఆయనే మీరు భయపడవలసిన వారు ఆయనే ఆయనే ఆయన కోసరమే ఆయన కోసరమే దిగులు పడవలను దిగులు పడాలి ఆ అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును ఆమెన్ ఎవరి కోసం నువ్వు దిగులు పడాలి దేవుడు దూరం అయిపోతూ ఉన్నప్పుడు దేవునికి మనం దూరం అయిపోతున్నప్పుడు కయ్యను దూరం అయిపోతున్నప్పుడు దిగులు పడ్డా అయ్యో ఆయన సన్నిధి నేను దూరం అయిపోతున్నాను అని ఏమైనా దిగులు పడ్డా మాకు గమనించాడు ఆయన సన్నిధిని గురించి నువ్వు దిగులు పడాలి ఆయన పరిశుద్ధమైనటువంటి స్థలమును గురించి దిగులు పడా నాకెంతకాలం అయింది నేను పరిశుద్ధ స్థలానికి పోలేకున్నాను నా పితరులు దేవుడు అని చెప్తున్నాను నా పితరులు ఏసయ్య అని చెప్తున్నాను క్రిస్మస్ పండగ కనబడతాను వెళ్ళి మళ్ళీ నేను కనబడను ఆయన నా పితరుల దేవుడు నా దేవుడు కదా అని ఆయన సన్నిధికి వెళ్ళాలి ఆయన సన్నిధిలో నువ్వు కనబడినప్పుడు అందుకు దిగులు పడాలి అయ్యా నా నా పరిస్థితి ఎటువంటిది నేను ఎటువంటి వాడిని నేను ఆయన సన్నిధికి నేను వెళ్ళలేకపోతున్నానే ఈ ఆటంకాలను తొలగిపోవాలి ప్రభు ఈ ఆటంకాలు నువ్వు చేసింది కాదు నేను చేసుకున్నాయి ఒక్కోసారి మనం ఆటంకాలు చేసుకొని దేవుని సన్నిధికి రాలేక ఆ ఆటంకాల నుంచి వెళ్ళాలని మనం ప్రార్థన చేస్తుంటాం చేత్తో తీసివేసేది చేత్తో తీసివేయాలి అప్పుడు చేత్తో తీసేసి అది పోద్ది నువ్వు చేతితో తీసేసుకోకుండా నువ్వే పెట్టుకున్నావు దాన్ని కొన్ని ఆటంకాలు ఆటంకాలను నుంచి తీసివేయగలిగిన సామర్థ్యం ఆ జ్ఞానం ఆ బుద్ధి మనకుంటే నువ్వు తీసేస్తావు ఇంకా దాని ప్రార్థన ఎందుకు దాని ప్రార్థన ఎందుకని ఆ తీసివేయగలిగినటువంటి ఆ జ్ఞానం నీకుంటే నువ్వే తీసేసేయి అప్పుడు ఆ తలుపు తెరవబడుతుంది నువ్వు చక్కగా నీ ఆరాధనకు నువ్వు వెళ్ళిపోతావు ఆయన పరిశుద్ధ స్థలంలో నువ్వు చేర్చావని ఆటంకం తొలగించే జ్ఞానం నాకు ఇచ్చావని ఆయన ఆయనగా ఆరాధించగల అందుకని ప్రియమైన వాళ్ళరా ఆయన సన్నిధికి వెళ్ళటం లేదని మనం దిగులు పడాలి ఆ వాక్యం చదవటం లేదని దిగులు పడాలి ప్రార్థన చేయటం లేదని దిగులు పడాలి పరిశుద్ధమైన జీవితం లేదని దిగులు పడాలి పరిశుద్ధాత్మ పొందలేదని దిగులు పడలేదు రక్షణ అనుభవించలేదని దిగులు పడాలి పాపములు ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబట్టం లేదని దిగులు పడాలి ప్రభు శరీరానికి ప్రభు రక్తానికి దూరం అవుతున్నానని దిగులు పడాలి అందుకు దిగులు పడి ఆయన నామం ఎదుట ప్రార్థన చేసి కన్నీరు కారిచి అయ్యా నన్ను నీవు నీ పరిశుద్ధ స్థలములో నిలబెట్టు అక్కడికి తీసుకుని వెళ్ళు అందుకు దిగులు పడాలి పరిశుద్ధ గురి దిగులు లేదు అసలు పరిశుద్ధ స్థలానికి ఎప్పుడైతే బాధ వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు అవసరమైనప్పుడు పరిగెత్తుకుని వెళ్ళిపోతాం ప్రేమతో ఆయన సన్నిధికి రావాలి పూర్ణ హృదయముతో ఆయన సన్నిధికి రావాలి పూర్ణ ఆత్మతో ఆయన సన్నిధికి రావాలి సంతోషంతో రావాలి అలా రాలేకపోతున్నాం దిగులు పడాలి నా భర్త రాలేకపోతున్నాడు ఆ దిగులు నీకుందా నా పిల్లలు రాలేకపోతున్నారే దిగులుందా నా భార్య రాలేకపోతుందా దిగులు నీకుందా వాటిని గురించి దిగులుపడు ఇతరుల కొరకు దిగులుపడి అన్నపానాలు మాని నిద్రమని కళ్ళు ఎర్ర చేసుకుని కన్నీరు కార్చి బాధపడి ఆ దిగుల్ని మోపడి ఎక్కువ చేసుకొని అందులోనే కొట్టుకొని పోయేదానికంటే ప్రభు సన్నిధికి రావటం లేదని దిగులు పడితే ఆయన సన్నిధి ఆయన తోడు ఆయన కృప ఆయన సమృద్ధి ఆయన యొక్క నామం నీకు ఘనమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు చేసి ఆయన నీకు తోడై ఉండి వాటన్నిటి తప్పి ఈ భూమి మీద నీకు ఏది అవసరమో వాటన్నిటినీ ఆయన నీకు అనుగ్రహిస్తాడు అందుకని ఆయన సన్నిధిలో నువ్వు కోరుకోవాలి నేను రావాలి అని నేను పోవాలి అని నీ కుటుంబం అంతా పోతుందా ఈ మాటలు వింటున్న వాళ్ళకు ఆలకించు నువ్వు వెళ్తున్న మందిరానికి నీ పిల్లలతో సహా అందరూ పోతున్నారా అందరూ పోతున్నారా దేని కొరకు పోతున్నారు ఆయన్ని ప్రేమించిపోతున్నారా అవసరాలు కొరకు పోతున్నారు అవసరాలు తీర్చుకునే దానికి పోతున్నారు ఏదో బాగు చేసుకొని ఇంకా మళ్ళీ ఎప్పుడైనా ఆ పరిస్థితి వస్తే మళ్ళీ ఆ డాక్టర్ గారే గుర్తు వస్తారు ఆయన సన్నిధి అలా కాదు గుర్తొచ్చేది కాదు ఆయన సన్నిధికి మనం వెళ్ళటం లేదని మనం దిగులు పడాలి ప్రభు అంటున్నాడు ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినాన్ని గమనించండి పద్నాలుగు పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం బాగా గమనించండి పద్నాలుగు మీరు ఒకవేళ మీరు ఒకవేళ నీతి నిమిత్తము పడినను మీరు ధన్యులే వారి బెదిరింపునకు భయపడకుడి కలవరపడకుడి కలవరపడకూడదట గమనించండి మీరు మీరు ఒకవేళ నీతి నిమిత్తము మీరు ఒకవేళ నీతి నిమిత్తము పదమూడవ వచనం పద్నాలుగు పద్నాలుగు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు మీకు హాని చేయువాడెవడు మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే మంచిది శ్రమ పడాలి ధన్యత నీతి నిమిత్తం శ్రమ పడాలి శ్రమ శ్రమలు రాదు అని నేను చెప్పను శ్రమ రావాలి శ్రమ వస్తుంది ఆ శ్రమలో నీ నీతి పరీక్షింప నువ్వు నీతిమంతుడు నా శ్రమ మూలంగా దేవుని ఎదుట నువ్వు మెప్పు పొందుతావు అమెన్ అందుకని అంటే నీతి నిమిత్తం శ్రమ పడినాను మీరు ధన్యులే మీరు ధన్యులే వారి బెదిరింపునకు భయపడకు అయితే బెదిరింపులకు భయపడకుడి కలవరపడకుడి కలవరపడద్దు ఆ నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి మిమ్మును అడుగు ప్రతివానికి సాత్వికముతో వినండి మిమ్మల్ని అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను భయముతోను సమాధానము చెప్పు సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఎల్లప్పుడు సిద్ధంగా ఉండ దిగులు పడకుండా ఏమిటి శ్రమ అని అడిగితే ఏం చెప్పాలంటే ఎలా చెప్పాలి నువ్వు సమాధానం సాత్వికముతో భయముతోను భయముతోను సమాధానము చెప్పుట సమాధానం చెప్పుట ఎల్లప్పుడూ సిద్ధముగా సిద్ధంగా ఉండాలి ప్రభున మహిం కలుగును గాక ప్రైజ్ hmm. మీ హృదయములు మీ హృదయములు యందు క్రీస్తును ప్రభువుగా ప్రభువుగా ప్రతిష్ఠించండి అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు సిగ్గుపడుతారు ఈ వచనం మనం చదువుతుంటే యోబు గుర్తు వస్తుంటాడు ఏబు భార్యనే లేచింది యోబు మీదకి అవన్నీ పోయినాయి తెగ దిగులు పడిపోయింది భర్త పోతున్నాడని దిగులు పడటం లేదు బాగా దిగులు పడిపోయింది కానీ బాగా గమనించండి ఆమెతో ఎలాగ ఆయన సమాధానంగా చెప్తున్నాడు సాత్వికంతో మాట్లాడుతున్నాడు అందుకని అంటున్నాడు లాస్ట్ వచనంలో అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయం దాని విషయమై క్రీస్తునందున్న క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడతారు సిగ్గుపడుదురు నిజమే కదా యబును బట్టి యోబు యొక్క భార్య సిగ్గుపడింది తరువాత అయ్యో నా భర్త ఎంత నీతిమంతుడు ఆయన ఇన్నిపోయినా దిగులు పడకుండా ప్రభు యొక్క నామాన్ని బట్టి ప్రభువును గురించి నా దేవుడు విమోచకుడని ఒకటి పోతేనే మనం దిగులు పడిపోతాం ఇంట్లో వాళ్ళు ఆస్తి పోతేనే దిగులు పడతాం ఉద్యోగం పోతేనే దిగులు పడతాం కానీ ప్రభుని గుర్చినటువంటి ఒక స్థిరమైనటువంటి విశ్వాసం కలిగిన యోబు తన హృదయంలో ప్రతిష్ఠించుకున్నాడు ఆ మెన్ ప్రైజులాడ్ అందుకని తనకు వచ్చినటువంటి ఆ శోధన వలన అంట దిగులు దగ్గరికి రానివ్వలేదు అతని మీద వేసిన వాళ్ళందరూ సిగ్గుపడిపోయారు కారణం ఏమిటంటే అతని హృదయములలో నా విమోచకుడు సజీవుడు అని రాయబడిపోయింది ప్రభు నా మహిం కలుగునుగాక క్రొత్త నిబంధనలు ప్రభు అంటాడు మన హృదయములలో ఏం రాయబడాలంట క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి ప్రభు నా మహిం కలుగునుగాక క్రీస్తుని ఏం చేయాలి ప్రభువుగా ప్రతిష్ఠించుకో ప్రతిష్ఠించుకున్న వారికి ఇంకా దిగులు ఉంటుందా దిగులు ఉండదు దేనిని గురించి దిగులు ఉండదు ప్రభున కలుగును గాక వేటిని గురించి దిగులు ఉండదు ఎందుకనంటే నా హృదయంలో క్రీస్తు ప్రతిష్ఠింపబడ్డాడు ఇంకా క్రీస్తువే మన హృదయంలో ఉన్నప్పుడు నీకేం కావాలి మనకేం కావాలి ఆయన మన సంతోషమైన మన ఆనందమైన అన్నీ ఆయనే ఇక అన్ని ప్రభు అయి ఉన్నాడు భూలోకంలో నీకేం కావాలో నీకు ఎంత కావాలో నీకు ఎంత అవసరం అన్నీ అంతే ఆయన ఇస్తూ ఉంటాడు లోకస్తులను చూసి వాళ్ళ వల్లే నేను బ్రతకలేదే వాళ్ళ వల్లే నేను ఉండలేదని అంత నీకెందుకు నువ్వు క్రీస్తుని ప్రతిష్ఠించుకున్నప్పుడు క్రీస్తు నీకు వాక్యానుసారం తగినగా నీకు ఇస్తుంటాడు ఆయన నీకు ఇది అవసరమని నీకు ఇస్తాడు నీ పిల్లలకు అది అవసరమని నీకు ఇస్తాడు నీ పని ఏమిటంటే ప్రార్థన చెయ్యి మొరపెట్టు ప్రభువును అడుగు ప్రభువును బతిములాడు ప్రభు వైపు నీ ముఖాన్ని ఎత్తు కన్నీరు కార్చు విజ్ఞాపన చేయి ఇవి చెయ్యి వాక్యంలో ఉన్న రీతిగా నీకు ఎంత కావాలో ప్రభు నీకు ఇస్తాడు అవి ఇచ్చినప్పుడు ప్రభువును బట్టి నువ్వు సంతోషించు ఎందుకంటే లోకములో ఉన్న ఐశ్వర్యముల కంటే మన హృదయములో ప్రతిష్ఠించుకున్న మన యేసు గొప్పవాడు అందుకని ఆయన్ని బట్టి మనం దిగులు పడిన అవసరం లేదు రోజు రోజు అనేకమైన వస్తుంటాయి ఇర్మియా అంటాడు యాభై ఒకటవ అధ్యాయం నలభై ఒక ఆరో వచ్చినాన్ని చదివితే ఇర్మియా గ్రంథం యాభై ఒకటి యాభై ఒకటి నలభై ఆరో వచనం గమనించండి వదంతి పుట్టుచు ఏటేట వదంతి పుట్టుచు వచ్చును వచ్చును దేశములో బలాత్కారము జరుగుచున్నది ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు దేశములో వినబడు వదంతికి భయపడకుడి మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి ప్రభు నమ్మకం కలుగును గాక దేశములోనంట ఏం లేస్తుంది దిగులును పుట్టించే లేస్తున్నాయి దేశంలో దేశం లేస్తున్నాయి లేచినప్పుడు ఆ వదంతులు మనం వింటున్నాం ఆ వదంతులు లేస్తున్నాయి ఆ వదంతులు లేచినప్పుడు ప్రభు అంటాడు మీరు భయపడకుడి మీరు భయపడకుడి మీరు భయపడకుడి మీ హృదయంలో దిగులు పుట్టనీయకుడి దిగులు పుట్టనివుడు రానివ్వకూడదు అంట హృదయంలో దిగులు పుట్టకుండా చూడాలంట దానికి పుట్టుకు లేకుండా ఆ పుట్టుకకు స్థానం నువ్వు ఇవ్వకూడదు ఆ దిగులుకి మన హృదయం ఎందుకనంటే క్రీస్తు మన హృదయంలో ప్రతిష్ఠించినప్పుడు వేరొక దానికి స్థానము లేదు ప్రైజులాడ్ అందుకే అనేక వదంతులు వస్తున్నాయి దేశముల బలత్కారమును గురించి ఏలిక మీద ఏలిక వింటున్నటువంటి మాటలు మనం వింటున్నావు నువ్వు కూడా అనేకమైన మాటలు వింటున్నావు నీ కుటుంబం గురించి నీ పిల్లల గురించి రకరకాలైన మాటలు నువ్వు వింటుంటావు విన్నప్పుడల్లా దిగులు పడిపోతావా కృంగిపోతావా నువ్వు దిగులు పడకూడదు నువ్వు ధైర్యముతో నువ్వు బలం తెచ్చుకో ప్రభు అంటున్నాడు నువ్వు దిగులు పడకుండా ధైర్యముతో నువ్వెవరివో తెలుసా అన్ని విని కృంగిపోయే మనిషివి కాదు ఇప్పుడు క్రీస్తుని ప్రతిష్ఠించుకున్న వ్యక్తివి ఆమెన్ నీ హృదయంలో క్రీస్తున్నాడా వదంతులకు భయపడద్దు మాటలకు భయపడద్దు అవమానాలకు భయపడద్దు కరువుకు భయపడద్దు చౌరిక మరణమైనా సరే మరణానికి కూడా భయపడద్దు ఎందుకనంటే నీ హృదయములో ఉన్నవాడు మరణముని గెలిచినవాడు హలెలు చెప్తారా హలెలుయా హలెలుయా ఆనాడు ఈ మాటలు చెప్పినప్పుడు ఇచ్కియా అశ్వరురాజు వంటి ఆ మరణముని యొక్క భయమును తెచ్చేవాడు అశూర్ అశూర్ ఏం చేస్తున్నాడంటే మరణ భయమును తెస్తున్నాడు ఇస్రాయల్ మీదకి తెచ్చేది ఏమిటంటే మరణ భయం దేవుని గురించి తెలియపరిచినప్పుడు ఇసుకియా ఆ ప్రజలంటే ఆయన మాటని నమ్మిరి ఐ మీన్ విశ్వసించిరి ఏమని మన దేవుడు మనకుండగా మనకి మరణ భయమును తెచ్చేవాడు ఎవరు ఇక మరణ భయం లేదు మనకి ఎందుకు తెలుసా మనము మన దేవుని నమ్మిన వాళ్ళం గట్టి అల్లులు చెప్దా ఈ మాటలు వింటు నువ్వు ఎవరివో తెలుసా నువ్వు క్రీస్తుని నమ్మి క్రీస్తుని నీ హృదయములో ప్రతిష్ఠించుకున్నావు గనుక నీకు ఏ భయం లేదు ప్రభు నమ్మహిం కలుగునుక ఏ చింత లేదు ఏ దిగులు లేదు ఎందుకనంటే మన హృదయములో ఆయన వచ్చి అన్నిటిని ఆయన తీసివేసిన ప్రభువుకి నిరంతరము మహిమ కలుగునగాక అందుకనే చదవండి మూలవాక్యంలో నలభై ఒకటో అధ్యాయం యశా గ్రంథం పదో వచనాన్ని ఈ మాట జ్ఞాపకం చేసుకు నేను ముగిస్తాను నేను నీతో చెప్పి ఉన్నాను నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను నేను నీకు తోడై ఉన్నాను భయపడకుము భయపడొద్దు నేను నీ దేవుడనై ఉన్నాను నేను నీ దేవుడను దిగులు పడకము దిగులు పడకు నేను నిన్ను బలపరుతును నిన్ను బలపరుస్తాను సహాయము చేయువాడను నేనే సహాయము చేయువాడు నేనే నీతియను నా దక్షిణ హస్తముతో నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును హల్లెలూయా హల్లెలూయా చూడండి ప్రభు మన హృదయాలలో కూర్చొని ఆయన సింహాసన ఆశీనుడై ఆయన ఎంతగా చెబుతున్నా నేను నీకు తోడై ఉన్నా నేను నిన్ను బలపరుస్తా నేను నీకు సహాయం చేస్తా నీతిని నా దక్షిణస్తో నిన్ను ఆదుకుంటా అర్థమైందా ఇన్ని ధైర్యమును దిగులను తీసివేసే మన దేవుడు మన హృదయములలో ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు అందుని బట్టి నువ్వు సంతోషించ నువ్వు ఆయన్ని మర్చిపోయి అర్థమవుతుందా నువ్వు ఆయన్ని మర్చిపోతే నీకు దిగులేగా ఆయన లేని జీవితం దిగుల జీవితమే కదా నేనేమైపోతున్నావు నా పరిస్థితి ఏమైపోతుందో రేపుడి గురిచినేమిటో అర్థమైందా కరువు వస్తుందండి కరువు వస్తుందని ఊరంతా తెలిసింది ఊరంతా ఆడుంటే మీకు అర్థమైందా నయోమి నయోమి భర్త వాళ్ళు మాత్రమే బెతిలేము దాటి మోయాబుకి వెళ్ళారు రేపు నువ్వు కూర్చొని ఎంత దిగులు లేకపోతే ఒక కుటుంబం వెళ్ళిపోతుంది అన్ని కుటుంబాలు అక్కడే ఉన్నాయి కరువులోనే వాళ్ళు ఉన్నారు కరువులోనే వాళ్ళు బతికారు కరువులోనే ఉన్నారు వీళ్ళాక ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవాలా విచిత్రం ఏమిటంటే కరువు కంటే శాపం వచ్చింది అక్కడ కరువు కంటే నష్టం వచ్చింది అక్కడ కరువు కంటే మరణాలు వచ్చాయి అక్కడ ఎక్కడ మొయాబులో బాగా గమనించండి మనం క్రీస్తుని ఇడిచిపెట్టి వెళ్ళిపోతే బెత్తలేం వంటి దేవుని సన్నిధి దేవుని ఆరాధన దేవుని వాక్యం దేవుని సహవాసం కొన్నిటి మనం విడిచిపెట్టి వెళ్ళిపోతే కంటికి కనబడినటువంటి కరువు మనకు కనబడుతుంది కానీ ప్రభు అంటున్నాడు నువ్వు విశ్వసించావా నువ్వు నన్ను నమ్మేవా నన్ను వెంబడిస్తున్నావా నన్ను కోరుకున్నావా నన్ను ఇష్టపడుతున్నావా అయితే ఆయన నీ హృదయంలో నువ్వు ప్రతిష్ఠించుకోవాలి అమెన్ ప్రజలా ప్రతిష్ఠించబడిన ప్రభువు నిన్ను ఆయన ఏలుతాడు ఏలుబడి చేస్తాడు ఆయన నీ కాపరై ఉంటాడు నాయకుడై ఉంటాడు యాజకుడై ఉంటాడు రాజై ఉంటాడు ఆయన దేవుడై ఉంటాడు ఇక నీకు దిగులేలా ఇంకే దిగులు లేదు ఎందుకనంటే ఆయన నన్ను సదాకాలం ఆదుకునే దేవుడై ఉన్నాడు అటుగలలు చెబుతావా మరోసారి చెప్తామా హాలెల్లుయా అట్టి ఆదుకునే దేవుడు మనకుండి మన దిగులు చింతలు బాధలు మన భయాలన్నీ ఆయన తొలగించి మనకి నెమ్మది సమాధానము సంతోషం ఆనందములు అనుగ్రహించున్న మన ప్రభు అయిన యేసుకి మహిమ కలుగునుగాక ప్రార్థన చేద్దాం తలలు వంచండి చిన్న ప్రార్థన చేయబోతున్నా ఈ మాటలు విన్న మీరు మీరు ఏ దిగులుతో ఉన్నారో ఏ భయముతో ఉన్నాడో ఏ చింతతో ఉన్నారో ఏ వేదనతో ఉన్నారో ఏ సమస్యలతో ఉన్నారు ఏ అవసరాలతో ఉన్నారు వేటిని చూసి మీరు తెగ భయపడిపోతున్నారు దిగులు పడిపోతున్నారు రాత్రి పగలని తేడా లేకుండా పురుషుడు స్త్రీ అని తేడా లేకుండా దిగులు మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నావా ఇంటిని గురించి దిగులా నిన్ను గురించి దిగులా నీ పిల్లల గురించి దిగులా నీ భర్త గురించి దిగులా ఎవరి గురించి దిగులు ఈ రాత్రి ఈ మాటలు వింటున్న నీవు ఒకసారి వేటిని గురించి నువ్వు దిగులు పడుతున్నావు రాజైన ఇసుకే అంటాడు మనకు సహాయం ఉంది మనుషుల సహాయం కాదు నా దేవుని సహాయం ఆ మాటలు వాళ్ళు నమ్మారట ఈ రాత్రి దిగులు పడుతున్నటువంటి నీవు ఆయన మాటను నమ్ము ఆయన వాక్కును నమ్ము ఆయన సన్నిధిలో ఉన్నావు గనుక నీకు దిగులు ఉండకూడదు ఆయన సన్నిధికి దూరమైన వాడు కయ్యను దిగులు పడతాడు అతడు దిగులు పడేవారి కెప్టెన్ గొప్ప ఆయన పెద్ద మనం దిగులు పడుతున్నటువంటి జాబితాలో నుంచి దిగులు నుంచి మనల్ని తప్పించినటువంటి దేవుని వైపు మనము తిరగా ఆయన సన్నిధి అనుకుండగా ఆయన నామం అనుకుండగా ఆయన ఆశీర్వాదాలు దీవులు అనుకుండగా ఆయనే మనకు ప్రభు అయి ఉండగా మన హృదయంలో ఆయన ప్రతిష్ఠించబడి ఉండగా మనం ఎందుకు దిగులు పడాలి నీకేది కావాలో ఆయన ఇవ్వగలవాడు నీకు ఎంత కావాలో అంత ఇవ్వగలిగినవాడు నీ కుటుంబానికి ఎలా నడిపించాలో ఆయన నడిపించగలిగినవాడు ఓ రీబా శబల ప్రభా నా ఇంటిలో నువ్వు ప్రతిష్ఠించబడాలి నా జీవితంలో ప్రతిష్ఠించబడాలి నా హృదయంలో ప్రతిష్ఠించబడాలి అని నువ్వు కోరుకుంటావా తీర్మానం చేయి నీ కొరకు ప్రార్థన చేయబోతున్నా ప్రేమ కలిగిన తండ్రి మా నిత్య సహాయకుడా నేను విడువును ఎడబాయినని భయపడుకుడి దిగులు పడొద్దు నేను నీకు తోడై ఉన్నానని మమ్మల్ని బలపరుచున్న దేవానికి స్తోత్రురా మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని బలపరచాడు కృప చూపించాడు ఏ దిగులు చేత ఏ భయాల చేత బలహీనులైపోయి ప్రభా నిట్టూర్పుల మధ్యలో వేదల మధ్యలో ఉన్నారు అటు వారిని నా తండ్రి ధైర్యపరచండి రాత్రి ధైర్యపరచండి కృప చూపించండి వారి దిగులకు కారణమైన వాటిల్లో నుంచి ఎప్పుడని హస్తాము చాపబడి వారిని తప్పించునుగాక అని విడిపించునుగాక మన ఆశీర్వదించను గాక మన దీవించను గాక మన బాగు చేయను గాక మీరు కృప చూపించమని వాళ్ళు నడవలసిన మార్గములలో ధైర్యం దాచి పోరాడగలిగిన ధైర్యము దాచి వాళ్ళ యుద్ధములందు జయము దాచి వారు వింటున్నటువంటి ఏ వార్త అయినా సరే ఆ వార్తను గురించిన ధైర్యం పుట్టించండి బలం పుట్టించండి మీరు కృప చూపించండి నేను నిన్ను విడువను ఎడబాయినను మాటిచ్చావు నీ బిడ్డల్ని విడువక ఎడబాయిక వాళ్ళ కలిగిన అన్నిటి మీద వాళ్ళని ఆశీర్వదించు ఆశీర్వదించు ఆశీర్వదించు వాళ్ళకి సమృద్ధి కలుగునుగా సంతోషం కలుగునుగా సమాధానం కలుగునుగా వాళ్ళు ఆనందించుదురుగాక కుటుంబాలు కుటుంబాలను ప్రభుని సన్నిధిలో కూర్చుండబెట్టి ఆనందింప చేయమని వాళ్ళ కొరతలు కొదువుల మీద ఉన్న చింత యావత్తును త్వరపరిచి పరిచి నీ నామ ప్రభావం వల్ల కుటుంబంలో సమాధానము సంతోషం కలిగే నీ నామం వల్ల వాళ్ళు వర్ధిల్లు వర్ధిల్లుదురుగాకని ప్రకటిస్తాను నీ చేతులకి ఈ కార్యక్రమాలు చూచిన ప్రతి వారిని ఈ వాక్యాన్ని విన్న ప్రతి వారిని అప్పచెప్పుకుంటాం నిరంతరము విడువని ఎడబాయిన దేవా మీరు మాకు ప్రభువై ఉండి బలపరచమని అడుగుతూ ఏసునామలు అడుగుచున్నాను మా తండ్రి ఆమెన్ ఆమెన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయం తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మక నెమ్మది సమాధానం పరిశుద్ధత ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న పరిశుద్ధులకి ఆయన సన్నిధిలో తీర్మానం చేసుకొని ఆయన హృదయంలో ప్రతిష్ఠించుకున్న ప్రతి వారికి ఆయన కృప ఆయన సన్నిధి మనందరికీ తోడై ఉండును కాక ఆమెన్ హలెలుయా హలెలుయా హలోయా ప్రియమైన దేవుని బిడ్డారా మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఏక దేవునికి స్తోత్ర యొక్క మా యొక్క ఆరాధనలు హెర్మోన్ మినిస్ట్రీస్ ఎన్ఎల్ఆర్ అని టైప్ చేస్తే వస్తాయి మీరు ఇతరులకు పరిచయం చేయండి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రేమతో చెప్తున్నాను అనేక మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకున్న అనేకమైనటువంటి దేని వాక్యాలు మీరు వింటారు వాటి గురించి మీరు ప్రార్థన చేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు మీకు తోడై మీ చింత యావత్తు తీసివేసి మీ దిగుల్లో నుంచి ప్రభు తప్పించి అనిత్యమైన సహాయం మీకు తోడై ఉండును కాక ఆమెన్